తెలుగు ప్రేక్షకులకి నమస్కారం వినాయకుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి భోజనం నైవేద్యంగా సమర్పిస్తే మీ కోరికలు నెరవేరుతాయి ఆ ఆహారం ఏంటో ఆ భోజనం ఏంటో మీకు చెప్పబోతున్నాను వినండి అదేమిటో తెలుసా కుడుములు అత్యంత ప్రీతికరమైనటువంటి భోజనం కడుపు నిండా తినగలడు మీరు కోరిన కోరికలు తీర్చగలడు ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన గంజు పెట్టి అందులో కొన్ని నీళ్లు పోయండి ఆ నీళ్లు పోసిన తర్వాత కాసేపు మరగనివ్వండి నాలుగు గిలాసుల బియ్య పిండి తీసుకోండి ఇందులో ఒకటిన్నర గిలాసుల చక్కెర కలపండి ఇప్పుడు వేడి చేసుకున్న నీరు ఇప్పుడు కలుపుకున్న మిశ్రమం బియ్యపు పిండి అండ్ చక్కెరలో కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలపండి బియ్యపు పిండిని ఇలా మెల్లిమెల్లిగా నీళ్ళు పోసుకుంటూ మెల్లిగా కొంచెం గట్టిగా ఉండే విధంగా బియ్యం ముద్దగా తయారు చేసుకోండి పిండిని ముద్దగా చేసిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ విధంగా తయారు చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తయారు చేసేటివి తీపి కుడుములు మాత్రమే దీని తర్వాత గుండ్రంగా చేస్తాను అవి చప్పటి కుడుములు అని గ్రహించగలరు ఇలా చేసుకున్న కుడుములను ఆవిరితో ఉడికించాలి కాబట్టి ఒక పాత్రలో నీళ్లు పోసుకొని అది ఒక ఇడ్లీని ఏ విధంగా అయితే తయారు చేసుకుంటామో అదే విధంగా ఈ కుడుములను తయారు చేసుకోవాలి ఒక ఇరవై నిమిషముల తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేస్తున్నాము స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు అందులో ఉన్న కుడుములను తీస్తున్నాం